ఆపే ఎందుకు ఆయిల్ లేదంటే ఇబ్బంది అయిపోతుంది అచ్చి పెట్టుందా ఏమే మాట్లాడదుమా ఎక్కడ మంచిదే కానీ చూడు తడికి ఎంత భయం లేకుండా ఉంది రోడ్డు మీద అంతే మీరు ఏడ్ చేసుకుంది అయిపోతే అటు ఇటు. మళ్ళీ అరే వచ్చిందా తమ్ముడు press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.